వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది ఫిడేల్ క్యాస్ట్రోని కలిసే వరకు చేకి సంఘర్షణ తప్పలేదు రామకృష్ణ పరమహంసని కలిసే వరకు సమాధానపడలేదు నరేంద్రుడు మన లక్ష్యాన్ని చేరే క్రమంలో శత్రువు పొడి చేసిన చిరునవ్వుతో వదిలి వెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని సందర్భాలు ఈ ప్రపంచం సీమా నాగసాకియే ఆ సమయంలో ఎంత సాంకేతికత వచ్చినా ఇద్దరి మనసుల మధ్య గోడల్ని పడగొట్టలేవు కేవలం అవకాశవాదం అవసరం తప్ప స్వేచ్ఛ పొందడానికి విప్లవం రావడానికి ఆనందం గెలవడానికి సమయం కావాలి మిత్రమా కడలి ఒడ్డున మకిలిపట్టి పడి ఉన్న వజ్రం నువ్వు నిమురుగప్పి పడి ఉన్న నిప్పు నువ్వు ఒక అవకాశం అలా బలంగా కొట్టే వరకు నీ మెరుపు ఓ గెలుపు గాలితర వీచి రాజే వరకు నీ గుండె రగుల్పు ఓ గెలుపు గాలితర వీచి రాజే వరకు నీ గుండె రగుల్పు ఈ ప్రపంచానికి తెలియవు అంతవరకు కొనసాగించు నీ పరుగు